మనకు యోగ్యుడా నిత్యము స్థుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్థుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్థుతించెదను పాడెదను ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి హృదయముతో సన్ను తింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్ను తింతును ధన్యతకు దారిద్ర్యతననుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు హెచ్చించి కనపరచిన నిర్మలాత్ముడా మనసుతో కొనియాడెదను హెచ్చించి కనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను ఆర

స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్థుతి పాడెదను